వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు one two three quiet silence నువ్వే మాట్లాడుతున్నావు త్రీ ఫోర్ గో నీ వాయిస్ రహస్యం ఏంటి అంత స్వీట్ గా ఎలా ఉంటది పాలకోవలు కట్ట తింటున్నావా పాలకోవ తింటే వాయిస్ బాగోద్దంటే తినండి మీరు కూడా వెర్రీ రీజనబుల్ ఓకే పాలకోవ అవేం కాదన్న సో ఫస్ట్ వచ్చేసి నా ఛానల్ స్టార్టింగ్ అనమాట ఒక వన్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ ఏంటోనండి అలా కుదిరేసింది సో అప్పుడు తెలుగు యూట్యూబర్లు ఎవరు లేరులేండి సంథింగ్ ఏదో జరుగుతున్నారు బట్ అందరు చిన్న ఛానల్స్ సో ఆ ఛానల్స్లో నేను కామెంట్స్లో చూస్తున్నప్పుడు ఒక మన free fire Telugu youtuber channel కింద కామెంట్లో చూశాను అనమాట ఏంటంటే బ్రో ఏంటి బ్రో ఎక్స్ప్లెనేషన్ ఇంకొంచెం బాగా ఇవ్వు బ్రో యూట్యూబ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే యూట్యూబర్ అంటే ఇతనేరా అన్నట్టుగా ఉండాలి అని కామెంట్ పెట్టారు అనమాట సో ఆ కామెంట్ నేను చూసేసరికి అప్పుడు ఫిక్స్ అయిపోయాను తెలివి పది తలల్లో ఉంటే ఆ పది తలల తెలివి మీరొక్కరికే ఉందని తెలుసుకున్నా నేను వరల్డ్ వన్ ప్లేయర్ అయితే అయ్యే మరి పిల్ల ఆలోచనలు అంటే నీతో మాట్లాడిన నాకు అసలు నువ్వు ఎవడం అసలు నన్ను కిక్ చేయమంటానికి బాటుగా అరే బ్రో బాట్ అన్నది ఏంటి బ్రో ఒకటి నువ్వు క్యారెక్టర్ చూసి మొహం చూసి ఫేస్ చూసి నన్ను తక్కువ ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చేసి ఉంటారు చాలా పెద్ద తప్పు చేసావు ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలియదు ఇప్పుడు ఏం చేయాలి తిట్టాలా కొట్టాలనా ఆయన దాని కాదు దీని సరిపోయింది హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి ఇక్కడ బాలు అంటే అసలు ఎంత మంది ఎక్స్పెక్ట్ ఇస్తారు ఎందుకు అలా అరుస్తున్నావు ఊరకొక్క ఏమైనా కలిసిందా <laughs> ఓకే <clears throat> సెకండ్ అండి అయ్యా కలీఫా అయ్యా బాబు ఏంటి బ్రో ఇది పేరు హలో బిగ్ జాన్ అన్న బిగ్ అన్న ఎందుకు అలా అరుస్తున్నావు ఊరకొక్క ఏమైనా కలిసిందా <laughs> బిగ్ ఫ్యాన్ గురించి పక్కన పెట్టేసే గానీ మియా కలీఫా ఏంటి బ్రో పేరు నీకు మియా కలీఫా నీకు బిగ్ ఫ్యాన్ అన్న ఏంట్రా ఏంటి ప్రాబ్లం ధనుడైన ఫేస్ చూసి ధనుడైన కాదంటున్నారు పాపం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు పెద్దోడే అనుకున్నారు కొంతమంది కొంతమంది హీరోలా ఉంటాడు అనుకున్నారు తప్పదు యాక్సెప్ట్ చేయాలి నేను పెట్టిన పిక్సే గానీ వీడియో ఏ గానీ అందులో ఉంది ధనుడైనానే సరే ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకెందుకు లేటు అడుగు ఇక్కడ ఒక పిక్ లో ధనుడైనా మాస్క్ పెట్టుకున్నాడు అలాగే మెల్ల ఒక లాకెట్ ఉంది ఆ పిక్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాడు ధనుడైన ఒక పిక్ వచ్చేసి మాస్క్ లేకుండా దిగిన పిక్ అది మీరు చూసుకోవచ్చు same locket same black T shirt ఇంతకన్నా ప్రూఫ్స్ ఏమో అవసరం లేదు అనుకుంటున్నా కొన్ని పిక్స్ లో వైట్ గా ఉంటాడు మాస్క్ పెట్టుకుని పిక్స్ ఇది కంపేర్ చేస్తే చాలా తేడా అనిపించింది మీకు అసలు విషయం దరిద్రుడా అమ్మవారి పుట్టినోడా ఎందుకంటే ధనుడైనా చాలా బ్లాక్ గా ఉంటాడు నేను మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేనేమి వెక్కిరిచ్చట్లా ఇవాళ పెద్ద మనం సొంతం చేసుకున్న గుండె రాదే ఆ మాత్రం తెలుసుకోకుండా ఎలా ఉంటారండి అసలు మీకు జాబ్స్ ఇచ్చిన వెదలవడండి